పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమెరికాలో ఒక ప్రాంతంలో చాలా పెద్ద భూకంపం జరిగింది నాలుగు నిమిషాలే జరిగింది కానీ నాలుగు నిమిషాలు జరిగినటువంటి ఆ పెద్ద భూకంపంలో సుమారు ముప్పై వేల మంది చనిపోయారు ముప్పై వేల మంది చనిపోయారు చాలా దారుణమైనటువంటి సంఘట బీభత్సమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి చాలా స్కూల్స్ ధ్వంసమైపోయినాయి చాలా చాలా భవనాలు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు అన్నీ కూడా పడిపోయినాయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది పోలీసులు అందరూ వచ్చి గాలించడం ప్రారంభించారు ఫైర్ ఫోర్స్ వచ్చింది సో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళాడట స్కూల్ దగ్గరికి వెళ్తే చాలామంది పోలీసులు ఆ అబ్బాయిని అడ్డుకున్నారు ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఉదయం మా అబ్బాయి స్కూల్ కానీ బయలుదేరి వచ్చాడు ఖచ్చితంగా నా కొరకు ఎదురు చూస్తానని చెప్పాడు కాబట్టి ఇక్కడే ఉంటాడు అని వెళ్ళి ఆ పడిపోయిన కూలిపోయినటువంటి స్కూల్లో వెతకడం ప్రారంభించాడంట అలా వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఒక రోజంతా గడిచింది ఇరవై నాలుగు గంటలైంది ముప్పై ఆరు గంటలైంది ముప్పై ఎనిమిది గంటలైంది అయినా అలిసి అలిసిన అలిసిపోయినా సరే చాలా నీరసంగా ఉన్నా సరే తన కుమారుడు కొరకు ఏం చేస్తున్నాడంటే ఈ తండ్రి వెతుకుతానే ఉన్నాడు వెతికి వెతికి వెతికి ఎంతసేపటికి కనపడకపోతే ఇంకా చాలా ఆవేదనతో మనసంతా కూడా చాలా కృంగిపోయి అలా కూర్చుండి ఉండగా ఎక్కడో ఒక మూల నుంచి నాన్న నువ్వేనా అని ఒక స్వరం వినిపించిందంట స్వరం వినపడగానే ఆ తండ్రి వెంటనే ఇది నా కుమారుని యొక్క స్వరం అని చెప్పి గుర్తించి ఏం చేశాడనంటే వెంటనే మరలా ఆ స్వరం ఎక్కడ అయితే వినబడిందో అక్కడికి వెళ్ళి వెతికి అక్కడ ఉన్నటువంటి అడ్డులు రాళ్ళన్నీ కూడా తీసివేస్తే ఆ కుమారుడు కుమారుని చూశాడు చూసిన తర్వాత ఆ కుమారుడితో మాట్లాడుతూ ఆ కుమారుడు తండ్రితో ఏమన్నాడంటే నువ్వు నా కొరకు వస్తానని చెప్పావు కదా నా కొరకు మాట ఇచ్చి వెళ్ళావు కదా కాబట్టి నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాను నేను మాత్రమే కాదు నాతో పాటు పద్నాలుగు మంది పిల్లలు మేము ఇక్కడ దాక్కుని ఉన్నాము ఈ ఈ చిన్న ఆ సేఫ్ ప్లేస్లో అని చెప్తే తండ్రి ఎంతగానో సంతోషించి ప్రేమతో ఆ కుమారుణ్ణి చేర్చుకుని ఆ పద్నాలుగు మందిని అక్కడి నుంచి విడిపించి అలా రక్షించుకొని తీసుకువెళ్ళాడట ఇది చూసినటువంటి పోలీసులు కానీ ఫైర్ ఫోర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి జనులు కానీ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు ఎంతగానో సంతోషించారనమాట ఆ కుమారుడు తిరిగి దక్కినందుకు సో ఈ సం సంఘటన లేకపోతే ఈ సందర్భం నేను విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆ తండ్రి తన కుమారుని మీద చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి అవునా కదా అలాగే మీ తండ్రులు మీ తల్లులకు కూడా మీ పట్ల ఒక ప్రేమ ఉంటుంది అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆయన తన ఏకైక కుమారుని ఏం చేశాడు తెలుసా ఇహలోకానికి పంపించి మన పాపముల నుంచి మనం విడుదల పొందాలని మనం రక్షణ పొందాలని ఏం చేశాడంటే తన కుమారుని బలిగా అర్పించాడు అర్థమవుతుందన్న మాట ఆ తండ్రి ఆ తన కుమారుని స్కూల్కి పంపించినప్పుడు ఏ రీతిగా పద్నాలుగు మందిని తనతో పాటు రక్షించుకున్నాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా ఇహలోకానికి వచ్చి అనేక మందిని రక్షించుకుంటున్నాడు అర్థమవుతుందా కాబట్టి మనం ఇలా ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు వారి కృప ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆయనని నమ్ముకోవాలి ఆయనను విశ్వసిస్తే ఆ తండ్రి ప్రేమను మనము అనుభవించగలిగే వారమై ఉండాలి కాబట్టి పరలోకపు తండ్రి ప్రేమను మనం అనుభవించాలి అలా అదే రీతిగా ఈ లోకానుసారంగా దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రుల ప్రేమను కూడా మనము కలిగి ఉండి దాన్ని అనుభవిస్తూ అందులో సంతోషిస్తూ వారితో పాటు జీవిస్తూ వారి కొరకే జీవిస్తూ మనం ముందుకు సాగాలి దేవుడి మాటలు దీవించిన గాక